మనీ ప్రెషర్ మినీ గణేష్ నీవు లేక హలో స్వామి ఇంకా ఎంతసేపు మీ ఏరోబిక్స్ ఆల్మోస్ట్ ఓవర్ సఖి ఇంకో ట్వంటీ మినిట్స్ లో వచ్చేస్తా ఓకే ఈ లోపు I take a shower madam మీరెవరు మేడం కాదు బాబు మమ్మీ ఓ మామ్ నిజం it's not a lie cool బాబు నాకు ఒక పని చేసి పెట్టాలి బాత్రూమ్ డోర్ పడ్డం లేదు సో నేను స్నానం చేసి వచ్చే వరకు బయట కాపలా ఉండాలి no problem mom you go head I swear on my head no one will enter ఎవరు బాలక నువ్వు ఐఎమ్ నాట్ బాలక ఐఎమ్ ద్వారపాలక ఓ న్యూ రిక్రూటా వెళ్ళి కాలిఫోర్నియా ఆరెంజ్ జ్యూస్ పట్రా ఓ మాటలతో వినవా ఆర్ యు మ్యాడ్ నేనెవరో తెలుసా first you got then give me your history card you stupid boy no more warnings ఓరి మూర్ఖ నాగంగనే కొడతావా యూ బ్రెయిన్లెస్ ఫెలో నీకు హెడ్ అనవసరం బాబు పసిడిలాంటి పసుపుతో చేసిన నీ బాడీ ఏమైందిరా శాంత ఒక ద్వారపాలకుడి కోసం ఏమిటలా విలపిస్తున్నావు ద్వారపాలకుడు కాదండి మన వంశోద్ధారకుడు he's our son oh god sorry my son Shanta వీడు మన బిడ్డని తెలియక బ్రెయిన్లెస్ ఫెలో అని తిట్టాను జస్ట్ తిట్టారా అంటే తిట్టాక సోలం కూడా కొంచెం ఓ యు హార్ట్లెస్ మ్యాన్ నీది గుండా గ్రెనేటా Shanta please control yourself it was an accident అందుకే అంటారు పిల్లల్ని తయారు చేసేటప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే బెటర్ అని ఐ డోంట్ కేర్ నాకు నా బాబు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు but I want my son back okay okay just wait కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సేమ్ బాడీకి సేమ్ హెడ్ అతికించలేము so I have an idea idea can change his life Shanta Shanta ఎవరొచ్చారో చెప్పుకో నో నా బంగారు బాబు ఇలా అయ్యాడా వీణ్ణెలా ఎత్తుకుని తిప్పను ఎలా ఒళ్ళో కూర్చోబెట్టుకోను I told you you're doing it wrong you should do it the other way okay okay now I will get it right boy with elephant head ఇప్పుడు హ్యాపీయా ఏమిటోనండి వాడు తొండంతో తిరగాలి మీరేమో పామేసుకుని తిరుగుతారు ఎందుకలా అరిచారు ఉదయాన్నే అధ్వానంగా బెదరగొట్టి ఎందుకని అమాయకంగా అడుగుతావేంటి ఏదో కలొచ్చి అయోమయంగా నేనుంటే మీరేంటండి స్టాప్ డ్రీమింగ్ స్టార్ట్ డూయింగ్ ఏమిటి నా కలొస్తే మీకు కాసులొచ్చాయి నిన్న రాత్రి హోటల్ కట్టే సమయానికి నువ్వు నిద్రపోయావు ఈ నెల మనకి ఏ నష్టాలు రాకుండా అన్ని బిల్స్ క్లియర్ చేయగా ఇది మిగిలింది పదకొండు వేల ఐదు వందలు అంటే నా గత రెండు నెలల జీతం ఒకేసారి తీసుకోవచ్చు మరి ఆలస్యం దేనికి రండి షాపింగ్కి వెళ్దాం ఎస్ ఈ వినాయక చవితి విపరీతంగా సెలబ్రేట్ చేద్దాం గణేష్ శుభం గణేష్ మహారాజ్ కి గణపతి గణపతి గణపతి శుభం కాదు జనం నమస్తే అన్నా నమస్తే పొద్దున్నే పుణ్యక్షేత్రంలా ఈ ప్రవాహం ఏంటన్నా మరేముందన్నా మన ప్రియమైన వినాయక చతుర్థి వస్తుంది కదా మరి ఆది చందా కోసం అమృత విలాసానికి రావాలి కదన్నా ఓ ఆది మానవులు ఆది చందాకు వచ్చారా అయ్యో అమృతం ఊళ్ళో లేడన్నా లేడా మళ్ళీ ఎప్పుడొస్తాడన్నా పండగ తర్వాత వాడి భార్యను తీసుకుని వాళ్ళ బేబీ వినాయక్తో సవితి జరుపుకోవడానికి మామగారు వెళ్ళాడు పోన్లే అన్న ఫికర్ నువ్వు ఉన్నావు కదా <laughs> వర్కింగ్ పార్ట్నర్ పేయింగ్ పార్ట్నర్ ఇప్పుడు కలెక్షన్ ప్రొసీజర్ మొత్తం సిస్టమేటిక్ చేసిన అరే ఒళ్ళో పెట్టేదిరా ఒళ్ళో పెట్టే అవు గల్లా పెట్టే కన్నా పవర్ఫుల్ ఇది మండపానికి మున్సిపల్ పర్మిషన్ కోసం వెయ్యి రూపాయలు ట్రాన్స్కో డిస్కో కనెక్షన్ ఛార్జెస్ పదిహేను వందలు police permission for loud speaker charges two thousand service charges Ganapati Bappa Ganapati Bappa Ganapati Bappa శుభం కాదు జనం నమస్తే అన్నా నమస్తే పొద్దున్నే పుణ్యక్షేత్రంలా ఈ ప్రవాహం ఏంటన్నా మరి ఏముందన్నా మన ప్రియమైన వినాయక చతుర్థి వస్తుంది కదా మరి ఆది చందా కోసం అమృత విలాసానికి రావాలి కదన్నా ఓ ఆది మానవులు ఆది చందాకు వచ్చారా అయ్యో అమృతం ఊళ్ళో లేడన్నా లేడా మళ్ళీ ఎప్పుడొస్తాడన్నా పండగ తర్వాత వాడి భార్యను తీసుకుని వాళ్ళ బేబీ వినాయక్తో చవితి జరుపుకోవడానికి మామగారు వెళ్ళాడు పోన్లే అన్నా ఫికర్ ఉన్నావు కదా <laughs> వర్కింగ్ పార్ట్నర్ పేయింగ్ పార్ట్నర్ ఇప్పుడు కలెక్షన్ ప్రొసీజర్ మొత్తం సిస్టమేటిక్ చేసిన అరే ఒళ్ళో పెట్టేదిరా ఒళ్ళో పెట్టే అవు గల్లా పెట్టే కన్నా పవర్ఫుల్ ఇది మండపానికి మున్సిపల్ పర్మిషన్ కోసం వెయ్యి రూపాయలు ట్రాన్స్కో డిస్కో కనెక్షన్ చార్జెస్ పదిహేను వందలు police permission for loud speaker charges two thousand service charges five thousand మీది కమర్షియల్ ఏరియా మండపం కనుక ఛార్జెస్ అన్నీ నాలుగు రెట్లు దీని మీద festival discount twenty five percent పోను టోటల్ పదివేల నూట పదహారు రూపాయలు ప్లస్ ఒక ఎలక్క ఫ్రీ ఏంటన్నా మాట్లాడవు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంటేను సరే అన్నా క్యాషా చెక్క బ్యాడ్ లక్ నేను హోటల్లో మండపం పెట్టడం లేదు ఏదో సంసారపక్షంగా ఇంట్లో చిన్న వన్ మినిట్ సారీ అన్న కమర్షియల్ ఏరియా అన్నాక కమర్షియల్ రేట్లే వర్తిస్తాయి కదా ట్రాన్స్కో వాళ్ళు నీకు యూనిట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏడున్నరా అంతేగా నువ్వు ఫ్యాను హోటల్లో కాదు ఇంట్లో వేసానంటే తగ్గించారు కదా ఇది అంతే అన్నా చూడు నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినలేదు సంసార పక్షంగా ఇంట్లో చిన్న మండపం కూడా పెట్టడం లేదు అదెట్లా నువ్వు హిందువు కాదా ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటే మతం పుచ్చుకున్నావా కన్వర్టడా మతం పుచ్చుకోలేదు ఇచ్చేశాను రివర్టెడ్ నేనిప్పుడు నాస్తికుణ్ణి నీ స్థికుడువా అంటే నీ కాదు నాస్తికుడు అంటే నేను దేవుణ్ణి నమ్మడం లేదు నేను నిన్ను నమ్మడం లేదు చూసావా నువ్వు ఎదురుగా ఉన్న మనిషినే నమ్మట్లేదు ఇక కనిపించని దేవుణ్ణి నేనెలా నమ్మను ఏదో తిక్కగా తిక్కమక్కగా మాట్లాడుతున్నావు ఏమైంది జ్ఞానోదయం భారతీయుడు కాని వాడికి రిపబ్లిక్ డే నాడు త్రివర్ణ పతాకం అమ్ముతావా కష్టం ఇది అంతే భక్తి లేనప్పుడు చందా ఉండదు భయం లేనప్పుడు కలెక్షన్స్ ఉండవు సో మీ ఒళ్ళో పెట్టే కం గల్లా పెట్టే కట్టి పెట్టి చలో బేట రేయ్ ఈ సిచ్యువేషన్ గురించి ఆ ప్రోగ్రాంలో ఏమైనా రాసిందా చూడు ఏం లేదన్నా అంజన్న మంచిగా ఆలోచించు చందా కొట్టడానికి హిందూ కాదంటే డేంజర్ లో పడతావు నీ కాంపౌండ్ లా నాకు దేవుడి దగ్గర ఎక్కడన్నా కనబడితే మంచిగా ఉండదు జాగ్రత్త పదన్నా ఆ దేవుడున్నంత వరకు నాకు భయం ఏంటి ఏదో మాట వరుసకి అంతే ఇతనే మాస్టర్ మారుతి మిస్టర్ అంజయ్ సుపుత్రుడు తాతయ్య ఇంట్లో ఉండి చదువుతూ తన తల్లిదండ్రులకి సర్ప్రైజ్ ఇద్దామని తానే ఒక చవితి బహుమతిగా ప్యాకింగ్ లేకుండా ఫోన్ బ్యాకింగ్ లేకుండా వచ్చేశాడు తండ్రి రూపమే కాదు ఆపదకి ఎదురెళ్లి ఆహ్వానించే తండ్రి నైజాన్ని కూడా పునికిపుచ్చుకున్నాడు అమ్మా అమ్మయ్యా ఎవరది ఆటలాడుకుంటున్నారా కరెంటు కూడా పోయింది తలుపులు కూడా బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయాడు రవిడీ వెధవ చెప్తాను మారు నువ్వా ఎస్ మామ్ మీ మారుతి ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ ఏమిట్రా ఇలా చెప్పా చేయకుండా to give surprise to you and dad stupid lad surprise అని చెప్పి బెల్కి షాక్ ఇచ్చి కరెంట్ పోగొట్టావు నువ్వు తడిచి ముద్దయ్యావు ఏమిటో మీ నాన్నలా తయారవుతున్నావురా ఇంతకీ మీ తాతయ్యకి చెప్పొచ్చావా I told grandma I told grandpa not to tell you not to tell dad ఒరే నీ బట్లర్ ఇంగ్లీష్ ఆపుతావా mom I pass seventh class in higher third class degree చదివినట్టు మూడేళ్ళు చదివి నేను స్నానం చేసి వస్తాను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చో వీ తలుపు తీసే ఉంది ఎవడైనా రాగలడు జాగ్రత్త don't worry mom I am here no fear shit. పాడు కరెంటు ఎప్పుడొస్తుందో ఏంటో కరెంటు లేదు కొవ్వొత్తి లేదు తలుపేయలేదు నేను లేకపోతే అసలు జాగ్రత్త లేదు స్టాప్ ఏంటి అప్పుడే దొంగ దూరడం ఇల్లు స్వాధీనం చేసుకోవడం కూడా అయిపోయిందా రే ఎక్కడ్రా నువ్వు యు ఆర్ హూ అంటే నువ్వెవడరా అనే లేకపోతే ఎవడరా నువ్వనే అసలు ఎవడీరా అయా మై యువర్ గెట్ అవుట్ అమ్మో వీడు దొంగ కాదు బందిపోటే hey understand you what I'm talk or not get out I kick you కిక్క అంత దమ్ ఉందా సీ మై దమ్ అబ్బా వీడు మోకాళ్ళ మీద కూర్చుని కొడుతున్నట్టున్నాడు ఇలా కాదు ఇదేదో ఆయుధం దొరికింది వీడి మొహం పచ్చడి చేస్తా ఇది వాడిదా ఇదేంటి ఇప్పటిదాకా ఇంగ్లీష్ లో మాట్లాడినాడు నా దెబ్బ పడేసరికి తెలుగులో దిగాడు ఏమైంది దొంగను పట్టుకున్నాను శాంత అయ్యో మన మారు ముఖ్యమంటే అలా పగలగొట్టారు బాబు మారు నువ్వా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఎవరో ఫార్మర్ అనుకున్నాను రా సర్ప్రైజ్ ఇద్దాం అంటే అమ్మ వాటర్ పోసింది నాన్న బ్లడ్ కనిపించాడు son blood is thicker than water నేను పేస్ట్ అయిన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను ఆయన లేచి కూర్చో అమ్మా ఆంజనేయులు ఆంజనేయులు మీ అబ్బాయికి బాగా సెట్ అయ్యింది ఇదేంటండి ముక్కుకి ఇంత పొడవును పెట్టారు ఫర్ ఫ్రీ బ్రీతింగ్ బాబు ఒక్కసారి గాలి పిలుచు వదులు డీప్గా తీసుకో చూశారా ఎక్కువ గాలి పిలిచడానికి అనువుగా ఈ ఏర్పాటు చేశాను పిల్లాడికి ఊపిరితిత్తులు బాగా పనిచేయాలంటే ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఏమైంది బాబు కాఫీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తే చాలా డేంజర్ గట్టిగా ఊదు ఊదు గట్టిగా ఊదు రావట్లేదు ఊదు గట్టిగా ఊదు మీరుండండి నేను చూస్తాను ఊదరా ఊదమంటుంటే ఊదో కాఫీ కనుచూపు మేరలో కనపట్టలేదు డాక్టర్ మీకు అసలు ఏం పట్టినట్లేదు రేపేమిటో తెలుసా ఆదివారం ఆదివారం అంతేకాదు వినాయక చవితి కూడాను దేవుడు బొమ్మ తేవాలి మండపం పెట్టాలన్న ధ్యాసే లేదు ఆశ ఉంది ధ్యాస ఉంది కానీ పైగా రెండు నెలల ఆదాయం ఒకసారి వచ్చింది గనక ఈసారి సెలబ్రేషన్ చాలా గొప్పగా చేద్దామని ప్రగల్భాలు పలికారు ఆ ఆదాయం అదృశ్యమైపోతుందన్న భయమే నా భక్తికి సంకెళ్ళి వేసింది ఆ గణేష్ సేన వాళ్ళొచ్చి ఉన్న పదివేలు గద్దలా తనుగుపోతారన్నదే భయం గణేష్ సేన అదే మొన్నొచ్చారే హెడ్ బ్యాండ్లు గాడ్గుండాలు మొన్నే కాదన్నా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చారా ఏమందన్నా ఏమన్నా మారావా దేవుని నమ్మకుంటే అశుభం హలో అమ్మా డాక్టర్ ఇంకా పెద్ద బ్యాండేజ్ చేశాడు నాకు ఇది వద్దు బాబు మారు అన్నా మారు బాబు మారు అన్నా మారు ఏమండి మారు అవునన్నా మారు బాబు మారు నువ్వు మారు నేను మారను మానవుడే మహనీయుడు మానవుడే మాననీయుడు దేవుడు లేడు లేడు లేడు అన్న ఆలోచించుకో దేవుని నమ్మకుంటే ఫుడ్ దొరకదు దేవుడి పేరు చెప్పుకుని తినే అవకాశం అందరికీ ఉండదులే సేనాపతి వెళ్ళిరా నీకు నో చందా నాకు no god no god no god no god ఏమిటండి మీరు అనేది దేవుడు లేడా sorry yes god yes god ఈ పాపానికి చిలుకూరు గుడి చుట్టూ మీరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి హో గాడ్ హో గాడ్ మీద ఓ నో గాడ్ ఆ గుండా గురించి మీరు మండపం పెట్టనన్నారా భక్తికి మరీ అంత భారీ పెనాల్టీ వేస్తే ఎలా అంటే ఆ దేవుడు కంటే మీకు ఈ గుండా అంటే భయం ఎక్కువ అనమాట దేవుడు దేవుంది శాంత మంచివాడు ఆయన ఎక్కడ లేడు ఈ నీటిలో ఆ గాలిలో ఈ గ్యాసులో ఆ చెట్టులో ఈ చేతలో పప్పులో ఉప్పులో బియ్యంలో బియ్యంలో ఎస్ బియ్యంలో ఏమండి అంతా రెడీయా పూజ మొదలు పెట్టొచ్చా ఎవ్రీథింగ్ రెడీ ఏమిటి రెడీ ఇక్కడ ఏమి లేందే భూతత్వం పెట్టి చూడు నాకేమి చత్వారం లేదు ఇది పట్టుకొని సరిగ్గా చూడు ఇదేమిటండి మరి ఇంత చిన్న వినాయకుడా yes mini Ganesh world's smallest Vinayak పెద్ద చందా నుంచి తప్పించుకోవాలంటే చిన్న విగ్రహం తప్పదు విగ్రహం ఎంతైనా ఉండొచ్చు ఓకే నైవేద్యంగా పెట్టిన ఉండ్రాళ్ళు కుడుములు కూడా అంత చిన్న చిన్నగా ఉండాలా అవును డాడ్ పది ఉండ్రాళ్ళు కలుపు తింటే గానీ ఒక ఉండ్రాయి తిన్నట్టు లేదు డాడ్ ఒరే ఒరే ఇంకా పూజ అవ్వలేదు అప్పుడే లాగించేస్తున్నా ఆగు ఆతృతలో ముక్కులో వేసుకుంటే మళ్ళీ పైపు చేదాలి ఓదాలి ఇది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వదనం జయ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానం ఏకదంత ఉపాస్మే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా మామ్ నా ముక్కుకి ఇంత పెద్ద బ్యాండేజ్ చేసుకుంటే అందరు నన్ను ఏలియన్ అనుకుంటారేమో మరి అలా లేదులేరా ఉంది నాకు పోస్తుంది మరి డాక్టర్ అలా ప్యాక్ చేస్తే నేనేం చేయను చెప్పు నాకు ఒక మాస్క్ కొనిపెట్టు అప్పుడు సరదాగా పెట్టుకున్నా అనుకుంటారు మాస్కే కదా కొనిస్తాలే పద నమస్తే అన్నా <laughs> ఏంటి నాస్తిక ఆస్తిక్గా మారుంటాడని ఆశగా వచ్చారా లే ఇంట్లో గనుక విగ్రహం దొరికితే నాస్తికు నస్తికలు బయటికి పంపుదామని వచ్చా నెవర్ నేను నిప్పు మాటంటే మాటే అందుకే వెనుక పొగ వస్తుందా పొగ నేను చూస్తున్నా కొద్దీ నాకేదో డౌట్ పెరుగుతుంది దొరికాయరా దేవుడు లేడన్న నా మాటే నిజమైంది చూసావా మరి పూజ సామాన్ లోపల ఎట్లుంది పూజ సామానా అంటే అగరత్తులు బెడ్రూమ్లో పెట్టుకోరా పూలు తల్లో పెట్టుకోరా మొక్కజొన్న గింజలు నోట్లో పెట్టుకోరా పూజకి ఇవి కావు ముఖ్యం విగ్రహం కావాలి షో మీద విగ్రహ అప్పుడు నీ ఇష్టం వచ్చిన పెనాల్టీ కడతాను <laughs> ఇప్పుడు ఎలా ఉన్నాను బెటర్ కదూ నువ్వు ఎంటర్ అవ్వకుండా ఉంటే బెటర్ గా ఉండేది నీ కొడుకే మాస్క్ వేసి సీక్రెట్ గా పూజలు చేస్తున్నావా ఒక మనిషిని విగ్రహం చేయడం మా పాపం నువ్వు ఇరవై వేలు పెనాల్టీ కట్టు నోనా ఇది పొరపాటు అందుకే పెనాల్టీ లేదా నీ కొడుకునే నిమజ్జనం నో నార్మల్ కమర్షియల్ చందా పదివేల నూట పదహారు ఇస్తాను ఎందుకంటే విగ్రహం మనిషి కాదు ఇదిగో విగ్రహమే ఇంత చిన్నది గనక ఏమన్నా డిస్కౌంట్ దొరుకుతుందా దొరుకుతుందిగా నిమజ్జనానికి తక్కువ బదులు రిక్షాలు వెళ్ళొచ్చు మనీ ప్రెషర్ మినీ